డాక్టర్ లక్ష్మి బయోథెరపిస్ట్ వయస్సు డెబ్బై ఏళ్లు ఇండియాలో మొట్టమొదటిసారి ఫ్లవర్ థెరపీ గురించి ప్రజలకు తెలియజేసిన గ్రేట్ లేడీ దీనికోసమని జీవితంలో ఎన్నో ఏళ్లు హిమాలయాలు బీహార్ ఛత్తీస్గఢ్ ఒరిస్సాతో పాటు మన శ్రీశైలం అడవుల్లో అనేక రకాల పూల మొక్కలపై రీసెర్చ్ చేశారు వేదాలు ఉపనిషత్తులు చదివి ఎంతో విలువైన సమాచారాన్ని క్రోడీకరించారు ఈవిడ తన జీవితాన్నే ఫ్లవర్ మెడిసిన్స్ కోసం ధారపోశారు అసలు ఫ్లవర్ వైద్యం అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది ఏ స్థాయిలో పనిచేస్తుంది ఇదే ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన విషయం డాక్టర్ లక్ష్మి చెబుతున్న వివరాల ప్రకారం మన శరీరంలో వచ్చే సమస్యలకు ప్రధాన కారణం మెటబాలిజం సరిగ్గా పనిచేయకపోవడం శరీరంలో ఏదో ఓ కొరత ఏర్పడినప్పుడు ఈ సమస్య ఉత్పన్నమవుతుంది దీనికోసం మనమంతా రకరకాల మెడిసిన్స్ వాడేస్తున్నాం సమస్య తాత్కాలికంగా తగ్గినా మళ్లీ రాకమానదు అయితే ఈవిడ చేసే వైద్యం ఎంతో గమ్మత్తుగా ఉంది ముందు మన బాడీలో ఉన్నటువంటి చక్రాల స్థితిగతులను లక్ష్మి గారు ఐడెంటిఫై చేస్తున్నారు దీనికోసమని రష్యన్ టెక్నాలజీని ఆవిడ వాడుతున్నారు ఆ రిపోర్ట్ ప్రకారం ఏ చక్రంలో తేడా వచ్చినా మనకు ఏ ప్రాబ్లం ఎలా వచ్చిందో ముందుగానే చెప్పేస్తారు ఆ తర్వాత దానికి తగ్గట్లుగా ఫ్లవర్ మెడిసిన్ ఇస్తారు విచిత్రం ఏంటంటే ఈ మెడిసిన్ స్వయంగా ఈవిడే శ్రీశైలంలో తయారు చేస్తారు ఇందుకుగాను ఆవిడ ఎంచుకున్న విధానం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది ప్రతి మొక్కకు ఓ శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం ఒడిసి పట్టుకుంటే ఆ పవర్ మనదవుతుంది కొన్ని రకాల పుష్పాలు పూసే మొక్కలను ఆవిడ వేదాలు చదివి తెలుసుకున్నారు అందులో భాగంగా ఆయా మొక్కలను గుర్తించి అవి మొగ్గ విడిచి పువ్వుగా మారే కొద్ది సమయం ముందు పదిహేను మీటర్ల రేడియస్ లో ప్రాణశక్తితో కూడా కాంతిని వెదజల్లుతాయని తెలుసుకున్నారు సరిగ్గా అదే సమయంలో మనం ఆ మొగ్గలను తెంపి అత్యంత స్వచ్ఛమైన నీరున్న క్రిస్టల్ బౌల్లో వేసి రెండు గంటల సేపు అలాగే ఉండనివ్వాలి ఆ తరువాత ఆ శక్తి ఈ నీటిలో కలిసిపోతుంది దానికి మరికొన్ని రకాల ఫ్లవర్స్ శక్తిని కూడా యాడ్ చేసి కాంబినేషనల్ మెడిసిన్ ను తయారు చేస్తారు అంతే అద్భుతం మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది ఈ మెడిసిన్ ప్రధానంగా బాడీలో కొత్త కణాలను సృష్టించేలా చేస్తుంది జీవన వ్యవస్థను మెరుగుపరుస్తుంది దాంతో బ్యాడ్ కణాలు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి ఆ విషయంలోనే లక్ష్మి గారు సూపర్ సక్సెస్ అయ్యారు ఇలాంటి ఫలితాలు మిగతా ఏ వైద్యంలోనూ మనకు కనిపించవు కొందరు వైద్య విద్యార్థులు కూడా ఈ మెడిసిన్తో ప్రయోగాలు చేస్తూ సక్సెస్ సాధిస్తున్నారు లండన్లో ఓ జర్మన్ డాక్టర్ సృష్టించిన ఈ వైద్య విధానం ఎనభైల్లో ఎంతగానో ఈవిడకు నచ్చడంతో అక్కడికి వెళ్లి నేర్చుకున్నారు ఆ తరువాత ఇండియా వచ్చి ఈ వైద్యంపై మరింత రీసెర్చ్ చేసి లండన్లో కూడా తెలియని మరిన్ని అద్భుత ఫలితాలను ఈవిడ అందిపుచ్చుకున్నారు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒబెసిటీ సంతాన సాఫల్యంతో పాటు ఎన్నో రోగాలకు ఈ వైద్యం చక్కగా సరిపోతుంది సమస్య ఎక్కడుందో దాని రూట్ను ఫ్లవర్ మెడిసిన్ ఒడిసి పట్టుకుంది లక్షలు ధారబోసే వైద్యం కంటే జస్ట్ రెండు వేలతో అయిపోయే ఈ వైద్యం ఎంతో బెటర్ అని పలువురు పేషెంట్లు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి